所のサルーンお前はどこまで見えている so hi friends this is Sri మీరు చూస్తున్నారు SSV Appu gaming channel please like and share subscribe friends మనం అయితే ఈ ప్లేస్లో దిగుదాం వెనకే ఎనిమిస్ వస్తున్నారా ఆ, యా, వస్తున్నారు ఓకే మనం అయితే ఫాస్ట్ ఫాస్ట్గా దిగి లూట్ అయితే ఎరుకొని ఒప్పిల మీద ఒప్పిలు అయితే దిగేద్దాం ఓకే మనకైతే టూ మైడి కిట్స్ దొరికాయి మనం ఇంటికి వెళ్ళి లూట్ అయితే ఇరుకుందాం ఓకే పీ నైంటీ ఒకటి షార్ట్ గన్ ఒకటి దొరికింది ఓకే రెండు పిస్టల్స్ దొరికాయి ఇంకా వేరే చోటు దగ్గరికి అయితే లూట్ అయితే ఇరుకుందాం ఓకే ఇంటికి వెళ్దాం ఓకే ఫస్ట్ ఫస్ట్ అయితే ఎనిమిస్కి ఉప్పీల మీద ఉప్పి షాట్ చేద్దాం ఇక్కడ వేస్ట్ లూట్ అంతా తీసేసి వెళ్ళిపోదాం సైడ్ ఉన్నారా ఎక్కడ నా కూడా గుర్తకట్లే అయ్యా ఒక ఎనిమిది అయితే కనపడ్డాడు వాడికైతే ఉప్పి మీద ఉప్పి అంటే ఉప్పి హెడ్ షాట్ చేద్దాం ఫ్రెండ్స్ కార్ నైంటీ ఎయిట్ తీసుకుందాం okay OP head shot friends one fifty పడ్డది డ్యామేజ్ ఓకే ఓపీ ఓపీ ఇంకొక ఎనిమిది అయితే కనబడ్డాడు వాడికి కూడా ఒక హెడ్ షాట్ ఇచ్చేద్దాం వన్ ఫిఫ్టీ పడ్డది డ్యామేజ్ యా బాడీ షాట్ పడ్డది ఫ్రెండ్స్ యా ఓకే మనమైతే పోయి ఫుల్గా లూట్ అయితే చేసుకుందాం ఓకే లూట్ చేసేసుకుని ఆయన మీ దగ్గర గోల్పోయి లూట్ చేసుకుందాం okay okay bot girl friends వీళ్ళంతా ఫ్రెండ్స్ చాలా మంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు friends please watch full video అయితే ఆయన మీ దగ్గర కూడా లూట్ నేర్పుకుందాం ఓకే ఓకే కానాడి డౌట్ ఉంది మన కాడైతే ప్రజెంట్ ఒక గ్లూవాలు నెక్స్ట్ అవి పిలిచే ఒక రెండు దొరికి మూడు దొరికాయి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇంకా ఎనిమిది ఎక్కడ ఉన్నారు ఏమైతే కదా యా ఇక్కడ ఒక వెహికల్ ఉంది నెక్స్ట్ ఇది ఇక్కడ కొద్ది ఇంట్లోకి పోయి లూట్ ఏమన్నా నేను చూద్దాం ఓరి యార్ ఇక్కడ ఏం లేదు ఇంకొక ఇంటి దగ్గరికి వెళ్దాం సో మనం అయితే ఇంట్లోకి వెళ్ళి లూట్ అయితే ఎదుర్కొందాం ఫ్రెండ్స్ ఇంట్లోకి వెళ్ళి లూట్ అయితే ఏరుకొని ఇంకా ఎనిమిస్ కోసం ఎదుగుదాం ప్రజెంట్ మనం ఏది టూ కిల్స్ ట్వంటీ నైన్ అలా ఉన్నారు మన దగ్గర ప్రజెంట్ వన్ గ్లూవాల్ ఉంది ఓకే మీ దగ్గర లూట్ అయితే ఏం లేదు మరి ఇక్కడ ఇంకొక ఎనిమిది అయితే కనపడ్డాడు ఫ్రెండ్స్ ఇవైతే ఒప్పి లెవెల్లో హెడ్ షాట్ ఇచ్చేద్దాం వేరే యార్ హీడ్ కొడుతున్నాడు అయిపోయింది ఒప్పి వేరే యార్ మిస్ అయితే ఒప్పి లెవెల్లో హెడ్ షాట్ అరే యార్ ఓకే ఒప్పి లెవెల్లో హెడ్ షాట్ అయితే ఇచ్చేసాం ఓకే మష్రూమ్ అయితే ఇక్కడ ఒకటి ఉంది తినేసి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ లూట్ బాక్స్లో లూట్ ఏమన్నా వేరుకుందాం ఓకే మనకు కావాల్సినంత లూట్ ఉంది సిక్స్ మెడికిట్స్ అయ్యాయి త్రీ హీల్స్ అయ్యాయి three heals one medkit six medi six medkits one gloo wall అయితే ఉంది ఫ్రెండ్స్ మనం అయితే ఎనిమిస్ కోసం సెర్చింగ్ చేద్దాం ఓకే ప్రిపేర్ కిట్ యూస్ చేద్దాం వీళ్ళు ఇంటో ఏమన్నా లూట్ ఉందేమో తీసేసుకొని ఇంకా ఎనిమిస్ కోసం అయితే ట్రై చేద్దాం ఓకే ఇక్కడ ఎనిమిసి ఉన్నారా ఇక్కడైతే ఎవరు లేరు మ్యాప్ అయితే మ్యాప్ సెట్ చేసుకుంటున్నాం డైరెక్ట్గా మనం అయితే ఇప్పుడు ఎనిమిస్ దగ్గరకు పోయి హెడ్ షాట్స్ అయితే ఓపీల మీద ఓపీలు బీగుదాం వేరే లెవెల్లో ఆడాలి గేమ్ ప్లే నా చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదు నెక్స్ట్ సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదన్నా please like and share subscribe ఇక్కడ ఒక మష్రూమ్ అయితే ఉంది తినేసి వెళ్ళిపోదాం ఏంటో ఏమైనా లూట్ ఉందేమో కావాల్సిన తీసేసుకుని బ్లడ్స్ కానీ ఆమోస్ ఆమోస్ ఏమన్నా ఉన్నాయేమో గ్లూవల్స్ ఏమన్నా ఉన్నాయో తీసేసుకొని వెళ్ళిపోదాం ఇక్కడ ఏమో లేవు ప్రజెంట్ అవుట్ సైడ్ అయితే వెళ్ళిపోయి ఎనిమిస్ కోసం ఎదుగుదాం ఒక ఎనిమి అయితే బ్యాక్ సైడ్ ఉన్నాడు వీడికైతే ఓపీ లెవెల్లో హెడ్ షాట్ పడుద్ది ಮಿಸ್ ಕಾಕೊಂಡು ಈ ಸಾರಿ ಇಪ್ಪುದಾಗ ಹೆಡ್ ಶಾಟ್ ಮಿಸ್ ಅయ్యి ఈసారి హెడ్ షాట్ మిస్ కాకూడదు అరే యార్ ఎం ఫోర్టీన్ ఒకటి దొరికింది ఫిఫ్టీ అరే యార్ ఓన్లీ హెడ్ షాట్ మిస్ అయిన అప్లై అరే యార్ ఓకేని అంతలోనే ఓకేని మళ్ళీ అహ్మద్ డ్యామేజ్ పెట్టాడు వీడికి కూడా హెడ్ షాట్ పడలేదు యార్ బాడీ షాట్లు మీద బాడీ షాట్లు తెగబడుతున్నాయి హెడ్ షాట్ మటు తెగ మిస్ అవుతుంది ఫ్రెండ్స్ వేరే లెవెల్లో కొడతాం ప్రజెంట్ ఇప్పుడు ఫైవ్ కిల్స్ నైన్టీన్ అలా ఉన్నారు డ్రాప్ దగ్గరికి వెళ్దాం డ్రాప్ దగ్గర పోయి ముందు ఎన్ని దగ్గర లూట్ అయిపోయిందని చూసి తీసుకొని వచ్చేద్దాం అరే యార్ ఎంతలోనే మళ్ళీ గుర్తున్నాడు ఇది ఇక అరే యార్ ఓపీ అంటే ఓపీ లెవెల్లో ఉంటుంది సిక్స్ కిల్స్ అయ్యాయి డ్రాప్ దగ్గర పోయి లూట్ ఏమైనా ఉందా మనకు కావాల్సింది yeah present four gloo walls ఉన్నాయి ఫ్రెండ్స్ మన దగ్గర ఇంకా రష్ అంటే రష్ వేరే లెవెల్లో ఆడచ్చు ఫోర్ బ్లూ వాల్స్ ఉంటే డ్రాప్ షాట్ మన అరే ఆ డేంజర్ జోన్ పడ్డది మనకి ప్రజెంట్ చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఇంకొక మీరు చూస్తున్నాడు ఇటు సైడ్ నుంచి వస్తున్నాడు వాడికైతే ఓపీ లెవెల్లో హెడ్ షాట్ ఇప్పుడు మీరు చూసినట్టయితే వాడికైతే ఒక వేరే లెవెల్లో బాడీ షాట్ ఇచ్చేసా ఇంకా ఎవరన్నా ఉన్నారు ఎనిమిస్ చూద్దాం సెవెన్ కిల్స్ అయ్యాయి ఫ్రెండ్స్ పని అయితే రూట్ అయితే వేసుకుందాం ఫస్ట్ పారాఫాల్ ఒకటి ఉంది ఏమన్నది ఎనిమిస్ అయితే ఇంకెవరు లేరు న్యూస్ కోసం సెర్చ్ చేద్దాం యా ఓకే మీ అయితే కనబడాడు వెహికల్ మీద వీడేదో సాహసాలు చేస్తున్నట్టున్నాడు వచ్చేస్తున్నాడు ఈ డాడీకి మీద మీద వచ్చేస్తుండు వీడికైతే ఓపీ లెవెల్లో ఇచ్చేద్దాం హెడ్ షాట్ యార్ మిస్ అవుతుండరీ ఆగరీ అరే అప్లై ఆగు ఓకే బాడీ షర్ట్ పడిపోయింది కదా ఓకే వేరే లెవెల్లో పడ్డది బాడీ షర్ట్ ఆడికి వెళ్ళిపోదాం అనుకుంటుండు వదిలేసి ట్వంటీ ట్వంటీ బచ్చాగాడు ఓకే ఫ్రెండ్స్ జూన్ అయితే వచ్చేస్తుంది మరి మనకల్ని వెళ్ళిపోదాం సేఫ్ జోన్లో వెళ్దాం ఓకే మన దగ్గర డ్రాగన్ గన్ ఒకటి ఉంది ఒప్పిల్ మీద హెడ్ షాట్ పెట్టచ్చు మన దగ్గర అయితే ప్రజెంట్ ఫైవ్ గ్లూవల్స్ ఉన్నాయి ఫైవ్ గ్లూవల్స్ ఫోర్ హీల్స్ ఉన్నాయి నెక్స్ట్ నైన్ మెడికిట్స్ ఉన్నాయి యార్ ఇక్కడ ఎనిమిది అన్నట్టున్నాడే అయితే ఒక ఎనిమిది ఉన్నాడు వాడి కోసం సాహసాలు చేద్దాం ఉయ్ ఉయ్ వీడేదో గ్లోవాలు వేస్తున్నాడు బచ్చాగాడు వీడు వీడు ఎన్ని గ్లోవాలు వేసినా అయిపోయింది రేడి పని ఓపిల్ మీద ఓపిల మీద దిగుదాం అరే యారు అమ్మా లోపల ఉండి దాక్కుని దాక్కుని కొడతావారా బకరాగా బయటకు వచ్చి కుట్టరా రే ఓపెన్ చేయాలని రారా డేర్ టు డేర్ చూసుకుందాం ఓకే ఫ్రెండ్స్ చూద్దాం వస్తాడో లేదో కవరు నేను ఓ ఓ ఓకే వచ్చేసాడు వచ్చేసాడు అయింది ఇప్పుడు ఓపీ లెవెల్ ఇచ్చేద్దాం మనం హెడ్ షాట్ అయితే ఏంటో నా ట్రాక్ అసలు అనుకూలంగా లేదు ఫ్రెండ్స్ ఓపీ హెడ్ షాట్లు బీగుదామంటే బాడీ షాట్లు పడుతున్నాయి అన్నీ ఇప్పుడైతే మనం హెడ్ షాట్కి అయితే ట్రై చేద్దాం ఓకే వాడు వస్తున్నాడు ఓకే మనం చుట్టూ అయితే గ్లూ వాళ్ళు వేసుకుందాం మన దగ్గర ప్రజెంట్ హెల్త్ అయితే లేదు వడికి చేసుకోవడానికి ప్రజెంట్ చుట్టూ అయితే గ్లూ వేసుకుందాం ఓకే మనం పైన వెళ్ళిపోయి వాడికి ఉప్పిల్ మీద హెడ్ షాట్లు ఇచ్చేద్దాం ఏం చేస్తున్నాడు ఇక్కడ అయిపోయింది ఫ్రెండ్స్ బాడీ షాట్ దిగిపోయింది అందరం యువత నుంచి అవతలకి ప్లేట్ బ్లూట్ చాలా అయితే ఉన్నాయి ఏరేసుకున్నాం నైన్ వికెట్స్ అయితే అయినాయి నెక్స్ట్ ఫోర్ ల్యాండ్ మైల్స్ దొరికినాయి ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళిపోదాం ఓకే జోన్ వచ్చేస్తుంది ఎలా ఎలా అయితే ఇటున్నారు నైన్ కిల్స్ కొట్టా ఓకే ఇక్కడ ఒక ఎనిమిది అయితే కనపడ్డాడు అంతలోనే వీడికి ఒక బద్దల బుర్ర పెద్దలయ్యేటట్టు బాడీ షాట్ ఒకటి కొట్టా మన అయితే ఇప్పుడు ప్రజెంట్ టెన్ కిల్స్ అయ్యాయి ఓ ఓపి మళ్ళీ ఇంకొకటి తగులుతున్నాడు ఎనిమిది ఊరే ఆగండ్రా మయ్య ఒకటి తర్వాత ఒకటి ఇస్తాం కావాల్సినట్టు ఓకే ఓకే వీడికి కూడా బాడీ షాట్ దింపుకెళ్ళిపోయింది బుల్లెట్ ఓకే మనం అయితే హెల్త్ చాలా తక్కువగా ఉంది హెల్త్ అయితే తీసుకుందాం హీల్స్ ఉన్నాయి హీల్స్ వేసుకున్నా ఏం పర్లేదు ఇప్పుడైతే రష్ మామూలుగా ఉన్నది friends please watch this full video వేరే లెవెల్లో ఉంటుంది వేరే లెవెల్ అంటే వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఏమన్నా సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటే జస్ట్ అవన్నీ ఏడకైతే ఎన్మై ఉన్నాడు వాడికి ఒప్పి లెవెల్లో బాడీ షాట్ దించిద్దాం అరే యార్ మిస్ అయింది ఏం బాధ ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళిన వాడిని ఈడ్చి ఈడ్చకూడదాం బయటకి తెచ్చి చేస్తున్నా రవి ట్వంటీ ట్వంటీ లంజా కూడా అయిపోయావరా నువ్వు ఈ దెబ్బతో వేరే లెవెల్లో ఉంటుందా అది నీకు బాడీ షాట్ ఎందు హెడ్ షాట్కి సహకరించట్లేదు కాబట్టి ఇంకా మీరు చాలా మిస్ అవుతున్నారు ఓకే అయితే రిపేర్ కిట్ ఒకటి ఉంది యూజ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ ఇంట్లోనే ఉన్నాడు ఇటు లేడు బకరాగాడు డే టు డేర్ కొట్టాడు పైన ఉంటాడు పక్కగా నాకు తెలిసిన అందుట్లో అయితే ఓపీ లెవెల్ వచ్చేద్దాం అరే రీడికి అయిపోయింది ఒకడు బాడీ షాట్ దించి వెళ్ళాం ఇక్కడైతే పైన అయితే ఎనిమిస్ అయిపోయారు ఇంక కింద కొద్దాం ఒక్కడే ఉన్నాడు ఫ్రెండ్స్ వాడికైతే ఓపి అంటే ఓపి లెవెల్లో బాడీ షాట్ చేద్దాం ఓకే ఇదే కుర్రలు ఇవాటి మన వీడియో ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు టాటా బాయ్ సియూ సెలవు మీ గుండెల్లో నా గుండె కాయ్